హలో మరియు స్వాగతం ఈ రోజు మీకు ఒక ఇమెయిల్ స్క్రిప్ట్ను ఎలా క్రియేట్ చేయాలో నేర్పుతాను ముఖ్యంగా ఒక వెబ్సైట్ పైన ఒక యూజర్ను రిజిస్టర్ చేసేటప్పుడు ఎలా చేయాలో నేర్పుతాను అవి రిజిస్టర్ అయ్యాయి అని ధృవీకరిస్తూ ఒక ను ఎలా పంపుతారు మేము దాన్ని సెండ్ మీ అండ్ ఇమెయిల్ అనే ఒక స్క్రిప్ట్ను క్రియేట్ చేయడం ద్వారా చేస్తాము ఇది ఒక HTML ఫామ్ గా ఉంటుంది ఇందులో మీరు ఒక సబ్జెక్ట్ ను ఒక మెసేజ్ ను వ్రాయవచ్చు మరియు స్పెసిఫై చేసిన అడ్రస్ కు దాన్ని పంపవచ్చు కాబట్టి మనము ఒక అడ్రస్ వేరియబుల్ ను క్రియేట్ చేద్దాము నేను ఇక్కడ నా హాట్మెయిల్ అడ్రస్ ను క్రియేట్ చేస్తాను నేను నా ప్రస్తుతం నా కరెంట్ హాట్మెయిల్ పేజ్ ను ఓపెన్ అప్ చేసి ఇన్బాక్స్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ నా నుంచి ఏమీ ఇమెయిల్లు లేవు అని మీరు చూడవచ్చు ప్రస్తుతం అక్కడ ఏమీ కొత్త ఇమెయిల్లు లేవు కాబట్టి ఇది నా అడ్రస్ వేరియబుల్లో ఒక అడ్రస్ నేను నా వేరియబుల్ను దానికి బదులుగా 2 అని రీనేమ్ చేస్తాను దీనిని బయటకు పంపడం కొరకు నేను మెయిల్ ఫంక్షన్ను వాడతాను ఇక్కడ మనకు ఫ్రమ్ మరియు సబ్జెక్టులు ఉంటాయి ఇమెయిల్ ఫ్రమ్ అకాడమీ అని చెప్పే ఒక స్టాండర్డ్ సబ్జెక్టు మనకు ఉంటుంది ఆ తర్వాత మనకు సబ్మిట్ చేయడం కొరకు ఒక HTML ఫామ్ కావాలి నేను ఇక్కడ ఒక సెల్ఫ్ సబ్మిషన్ చేసేది క్రియేట్ చేస్తాను కాబట్టి ఇందులో కొంత HTML కోడ్ ను పెడదాము ఇక్కడ నా వద్ద ఒక ఫామ్ ఉన్నది అది send me an email dot php అనే పేజ్ కు సబ్మిట్ చేయబడుతుంది మెథడ్ పోస్ట్ గా ఉండబోతున్నది ఇక్కడ నుంచి మనము మన ఫామ్ ను పూర్తి చేస్తాము అక్కడ స్పెసిఫై చేయబడిన ఇమెయిల్ అడ్రస్ కు యూజర్ తాను ఏమి కావాలంటే అది టైప్ చేసి పంపించవచ్చు మీరు దీన్ని తప్పకుండా అకౌంట్లోకి తీసుకోవచ్చు ఒక ఫామ్ ను క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన అడ్రస్ కు పంపించాలి అని తెలపాలి ఇది కేవలం send me an email script గా ఉంటుంది మీ వెబ్సైట్లలో ఒకదానిలో మీరు ఇన్క్లూడ్ చేయాలి అని అనుకున్న ఇమెయిల్ గా ఉంటుంది ఇప్పుడు మనకు ఒక టెక్స్ట్ ఇన్పుట్ ఉంటుంది ఇది నాకు ను పంపిస్తున్న వ్యక్తి యొక్క పేరుగా ఉంటుంది కాబట్టి మీరు టెక్స్ట్ అని ఎవరి పేరు నేమ్ అని టైప్ చేయాలి ప్రస్తుతం మనకు మ్యాక్స్ లెంగ్త్ ట్వంటీకు సమానం అవుతుంది క్రింద మనము ఒక టెక్స్ట్ ఏరియాను క్రియేట్ చేస్తాము కనుక నేను టెక్స్ట్ ఏరియా అని టైప్ చేస్తాను మరియు దాన్ని అలాగే ఎండ్ చేస్తాను ఆ తర్వాత మనము దాన్ని మెసేజ్ అని టైప్ చేస్తాము ఇక్కడ మనము ఒక పారాగ్రాఫ్ బిగినింగ్ ను మరియు ఒక పారాగ్రాఫ్ ఎండింగ్ ను పెడతాము మరియు ఇక్కడ క్రింద మనము వాల్యూ సెండ్ కు సమానం అయిన ఒక సబ్మిట్ బటన్ ను క్రియేట్ చేస్తాము లేదా సెండ్ మీ దిస్ అని పేరు పెడతాము ఓకే కాబట్టి మీరు నా పేజ్ కు వచ్చి మరియు ఈ పేజ్ ను ఎంచుకుంటే పేరు కొరకు ఇది స్పేస్ గా ఉంటుంది మరియు మెసేజ్ కు ఇది స్పేస్ గా ఉంటుంది కాబట్టి నన్ను కేవలం నేమ్ అని ఇక్కడ పెట్టనివ్వండి మరియు ఇక్కడ మెసేజ్ అని పెట్టనివ్వండి మరియు ఇది ఇప్పుడు చాలా చక్కగా కనిపిస్తుంది మన వద్ద మన నేమ్ బాక్స్ మరియు మన మెసేజ్ బాక్సులు ఉన్నాయి మరియు మనము ఈ బటన్ను క్లిక్ చేసినప్పుడు ఈమెయిల్ పంపబడుతుంది ఓకే ముందుగా మన పీహీపీ కోడ్లో మనం సబ్మిట్ బటన్ ప్రెస్ చేయబడి ఉన్నదా లేదా అని చెక్ చేయాలి దాని కొరకు మనకు ఇక్కడ బ్రాకెట్లలో మన ఇఫ్ స్టేట్మెంట్ ఉన్నది మరియు మన బ్రాకెట్లలో ఉన్న మన ఇఫ్ కండిషన్ విలువ ట్రూ అవుతుంది కండిషన్ బ్రాకెట్ల లోపల ఉంటుంది ఆ కండిషన్ సబ్మిట్ బటన్ యొక్క పోస్ట్ వేరియబుల్ గా ఉంటుంది సబ్మిట్ బటన్ ఒక వాల్యూ ఉన్నంతసేపు ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కాబట్టి సబ్మిట్ బటన్ ప్రెస్ చేసి ఉన్నంతసేపు దీనికి ఒక వాల్యూ ఉంటుంది మరియు ఆ వాల్యూ సెండ్ మీ దిస్ గా ఉంటుంది అంటే బటన్ ప్రెస్ చేయబడింది కాబట్టి ఫామ్ సబ్మిట్ చేయబడింది అని దాని అర్థం కాబట్టి ఇక్కడ మనం ముందుగా ఫామ్ నుంచి డేటాను తీసుకోవలసి ఉంటుంది మరియు అది ఈ ఫామ్ ను సబ్మిట్ చేయడం ద్వారా ఇమెయిల్ ను సబ్మిట్ చేస్తున్న వ్యక్తి యొక్క పేరుగా ఉన్నది మరియు అతని పేరు ఈ ఫామ్ లోపల ఉన్నది ఇక్కడ ఉన్న ఫీల్డ్ ను నేమ్ అని అంటారు అలాగే మనకు ఒక మెసేజ్ ఉన్నది కాబట్టి మనము ఈ వేరియబుల్ స్ట్రక్చర్ ను తేలికగా డూప్లికేట్ చేయవచ్చు మరియు అక్కడ మెసేజ్ ను కూడా చెప్పవచ్చు దీనిని టెస్ట్ చేయడము కొరకు నేను ఎచో నేమ్ అని చెపుతాను మరియు మెసేజ్ను నేను అందులోకి కంకాటినేట్ చేస్తాను ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం ఇక్కడ నేను అలెక్స్ అని టైప్ చేస్తాను మరియు ఇక్కడ నేను హాయ్ దేర్ అని టైప్ చేస్తాను సెండ్ మీ దిస్ పైన క్లిక్ చేయండి మరియు మనకు అలెక్స్ మరియు హాయ్ దేర్ అప్ దేర్ అనే మెసేజ్ వస్తుంది కాబట్టి మనకు ఆ ఫామ్ డేటా సరిగ్గా సబ్మిట్ చేయబడింది అని తెలుస్తుంది వీడియోలోని తరువాతి భాగంలో మనము దీన్ని ఎలా వాలిడేట్ చేయాలి మరియు ఆ తర్వాత ఇక్కడ తెలిపిన ఈమెయిల్ యూజర్ కు మెయిల్ ఎలా పంపాలి వంటివి నేర్చుకుందాము కాబట్టి తరువాతి భాగంలో నన్ను కలవండి ప్రస్తుతమునకు బాయ్ నేను స్వాతి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెప్తున్నాను